సావు పాలుగా ఇంటి గుట్టల వీధ పాడే ఊల బండున్నది అమ్మ బాయి గడ్డున్నది అమ్మ బాయి గడ్డ కాడ దోన పండ బొమ్మ మేడు చెట్టి కింద పండిండమ్మ మీ సావు ఇద్దరి పెట్టు రొమ్మున్నది తాలూకాల పుట్టిండాడు పూలి పిల్ల కందాలు తాలూకాల మల్లి అని ఎదుల కాడ ఎద్దులల్ల ఇంటి కాడ ఇంటి వేరు గుర్రాలు ఇంటి పేరు గుర్రాలు తండ్రి పేరు బంద్య ఇంటి పేరు గుర్రాలు తండ్రి పేరు బల్య సాబు తల్లి పేరు వాసాబి తాత పేరు కాశీ సాబు ముత్తువ తాత మాదర్ సాబు ఓనపర్తి రాజగారు రాజగారు శంకారమ్మ గారు ప్రేమతోని సాధిన కొడుకు మలియాల ఇజ్జ వస్తుంది కరీనే కోట ఇజ్జ వస్తుంది అరే అమ్రవాద తాలూకాల ఆడివే నేర్చుకున్నాడంట సుక్క వంటి మీ సావు పిక్కల్లారే తాయి తాలు ಎನ್ನು వాని ముచ్చిడి గుంతలు ఉన్నాయి తన్ని ముప్పై మూడు సాబక అర్ధ గంట కాక ముందు పట్ట పగుల పోయిండంట సమస్థానం శంకర్ మన రాజగారిని అడిగిండంట అరే రాజగారు శంకర్ అమ్మ దొంగ బుద్ధి చానొచ్చింది భీమగడియ పుట్టిందమ్మ కాలం ఓత రాజగారు